Thank you. రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబర్ని క్లిక్ చేయండి గంట సింబల్ వస్తుంది గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియో నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు త్వరలో పదివేల టీచర్ పోస్టులు గురువుకే అగ్రతాంబూలం అన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు టీచర్స్ డే జయంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెస్టన్ సెంటర్లో బుధవారం రాష్ట్ర ప్రభుత్వ టీచర్స్ డే కార్యక్రమం నిర్వహించింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి పాల్గొని ఉత్తమ గురువులను పురస్కారాలను అందించారు జీవితంలో నన్ను ఎక్కువ ప్రభావితం చేసింది గురువులే వారిపై నాకు అచంచల విశ్వాసం నమ్మకం ఉంది త్వరలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తాం గత డిఎస్సి ద్వారా ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు పోస్టులను భర్తీ చేస్తాం త్వరలో మరో పదివేల ఉపాధ్యాయ పోస్టులను నింపుతామని టీచర్ల అర్సద్వానాల మధ్య చంద్రబాబు ప్రకటించారు ఆకాశమే హద్దుగా ఎదిగిన అవకాశం విద్యార్థులకు మాత్రమే ఉందని ఆ దిశగా వారిని నడిపించే దిక్షూశీల ఉపాధ్యాయులు ఉండాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది